అదృష్టాన్ని నమ్ముకున్న వాళ్ళ కష్టాలు పాలవుతారు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళ అదృష్టవంతులు అవుతారు నువ్వు శనివారం పుట్టావా మీకెలా తెలుసు సెన్లా తగులుకుంటాను తమ్ముడు ఏ ఊరు పల్లెటూరు కరెక్ట్ ఐ యాక్సెప్ట్ అయిన అమ్మాయిలు ఫాలో చేస్తే పడతారు లేదా ఫాలోయింగ్ ఉన్నోళ్ళు పడతారు గాలోడివి నీకెందుకు పడతారా నేను రెండింటినీ నమ్ముకోను నన్ను నేను నమ్ముకుంటాను సైలెన్స్ వైలెన్స్ తప్ప ఏం తెలియదురా నీకు